నేను ఈ స్టేజ్ మీద ఉంచడానికి కారణమైన మా ముగ్గురు మాయల్కి నాకు ఓర్పు సహనం సమయంలో నేర్పించిన మా మాయల్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళ వాళ్ళు నేర్పించిన నా ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను so thank you so much మాయలు ఐ లవ్ యూ అలాట్ అమ్మా నేను హాస్పిటల్లో బెడ్ మీద నేను ఒక్కొక్క క్వశ్చన్ చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను I'm sorry and I love you అమ్మా బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను అమ్మా నేను ఈ సినిమా చేసింది నీకోసం నేను ఎంత కష్టపడింది నీకోసం నేను మీ ఎత్తి దిగినా కానీ నేను చిన్న బిడ్డనే ఇప్పుడు ఐ లవ్ యూ అమ్మా కానీ లవ్ ఇస్ బ్లైండ్ అని తెలుసమ్మా కానీ లవ్ ఇస్ డెఫ్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావు నేను పాట పాడితే బాగుందని చెప్పిన ఏకైక ఏకైక పర్సన్ ఒకదానే ఎలా అమ్మా హౌ మర్చిలమ్మా అమ్మా I love you thank you so much for always being there and my dear Tarak నన్ను రిసీవ్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం టూ థౌజండ్ సెవెన్ నన్ను తీసుకెళ్ళిపోయింది two thousand seven first time కలిసినప్పుడు ఎలాగైతే నువ్వు ప్రేమ చూపించావు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా అలాగే చూపించావు and the way you have help me the way you have received me and the way you have spoke to me అదే మాటలో చెప్పలేను అదే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే thank you so much Tarak for giving a voice over ఎవరు ఏమనుకున్నా కానీ ఏదేమైనా కానీ నీ ఫ్రెండ్షిప్ మటుకు అలాగే ఉండాలి నాతో please I'm really grateful for that ఏమనుకోదు కొద్దిగా టెన్షన్ వచ్చింది థ్యాంక్ యూ తెలుసురా ఏం పర్లేదు నాకు తెలుసు మీతో కాబట్టి నేను చెప్పుకున్నా టెన్షన్ వచ్చిందని um, మనందరికీ మ్యాథ్స్ అంటే భయం కదా సబ్జెక్ట్ అంటే భయం కదా కదా అందరికీ భయం నాకు కూడా చాలా భయం ఎలాగో అలాగా పాస్ అయిపోయారు మ్యాథ్స్ కానీ ఆ మ్యాథ్స్ లెక్చరరు ఎలా ఏం చేశారంటే ఈ సినిమా తీసుకొచ్చారు నాకు ఆయన ఏదైనా ఒక లవ్ స్టోరీయో లేదా ఒక యాక్షన్ స్టోరీ తీసుకొస్తారు అనుకుంటే లేదు తీసుకొచ్చి థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చారు నాకు Sukumar sir thank you so much for bringing me this script and also making sure that I do perform really well thank you so much for your confidence and మీరు సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించి అందించారు అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు so thank you so much sir you are an added value to us and to our film and to the industry as well Bapi అన్న బివిఎస్ఎన్ ప్రసాద్ గారు మీరు నాకు మీరు నా మీద చూపించిన కాన్ఫిడెన్స్కి రీ రీ థ్యాంక్ యూ అండి I'm very grateful for that నేను ఫస్ట్ షెడ్యూల్లో చేసినప్పుడు అప్పుడు అప్పటికి ఇప్పటికీ మీరు ఎప్పుడు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసండి సో మీ ఇద్దరికి చాలా చాలా thank you and last but not the least రే Karthik he's our films director Karthik మర్చిపోతు గుర్తుపెట్టుకోండి సినిమా నాకు ఎలాగైతే చెప్పావో నన్ను నన్ను నాకు నరిచినప్పుడు ఎలా అయితే భయపెట్టావో షూటింగ్ చేసేటప్పుడు అలాగే భయపెట్టావు డౌట్ లేదు సినిమా డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ అందజేస్తుంది అండ్ డెఫినెట్లీ ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది సో దానికి ఎంతో కష్టపడిన కార్తిక్కి శ్యామ్దత్ గారికి and at the same time మా మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ గారికి సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి so thank you so much and మీరు తప్పకుండా మీరు టీజర్ని ఎలా ఎంజాయ్ చేశారా థ్యాంక్ యూ సినిమాని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కార్తిక్ మన మన మదర్స్కి ఏవైతే ప్రామిస్ చేసావో అది నిలబెట్టుకోవాలి ఓకే అమ్మగారు అక్కడ ఉన్నారు ప్రామిస్ చే అమ్మ లవ్ యూ అమ్మ చెప్పించాను సరే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు మా హ్యాపీగా నాకు తెలుసు నువ్వు వెయిట్ అని నేను నా స్పీచ్ అయినంత వరకు ఇప్పుడు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఐ లవ్ యూ అమ్మా థ్యాంక్ యూ సో అందరికీ మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు please watch it in theatres and theatres మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది definitely for sure theatre experience సినిమా so thank you so much Jai Hind